ఆ మొగలతో సంబంధం అయితే బాగుంటుంది కానీ వాళ్ళు బాగా బతికి అయ్యా మీకు ఇష్టమైతే నాకేం అల్లా తప్ప సంబంధాలు చెప్పొద్దు రెండో అమ్మాయికైనా కత్తి లాంటి కుర్రాడు కావాలి అలాగే ఆపరా కత్తి దూరంగా తీ ఒళ్ళు దగ్గర పెట్టుకు పనిచేయి కత్తి నా మీసం దగ్గరికి రాకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను అయ్యి బాబాయ్ దరిదాపలో కూడా రాలేదండి మీసం అంటే మీకు రోసం నాకు తెలుసు కదండి నా మీసంలో ఒక కెంటుకు దిగినా నీ పేక తెగుద్ది రెండో దానికి మేసం తిప్పి చాడి చెప్పుకునే సంబంధం తేవాలి అలాగేనండి అయినా మీ పెద్దల్లుడి గారికి ఏం తక్కువ అమ్మాయి సుఖంగానే ఉంటుంది కదయ్యా ఆ కత్తిలా ఇవ్వరా ఎదవ సుఖం సరదా ఎవరికి కావాలండి ప్రిస్టేజ్ ఉండాలండి ప్రిస్టేజ్ అమ్మ నా బంగారం సంజు కొడియడమైతే పొరపాటు లేదో సంజు మన కలల పంట అప్పుడే ఎంత పెద్దవాడయ్యాడు అబ్బా ఎంత ముద్దొస్తున్నాడు కనబడితే ఇంకెంత ముద్దొస్తాడు Mm-hmm. ఏవైనా సౌండ్లు చేస్తున్నాడా బుజ్జిగాడు అల్లుడు అల్లుడు కాదమ్మా నాన్న అనాలి నీకు అసలు బుద్ధుందా ఇదేంటి సంజు వాయిస్ అచ్చం మీ నాన్నలా ఉంది వాడికి తాత పోలికి రాకూడదని దేవుని కోరుకున్నాను నేను పైగా సంజు నువ్వు కూడా మీ నాన్నలా మారిపోయావా మామగారు ఈ కడుపు మీద మాదనుకున్నాను అమ్మ వద్దు అదిగా తల్లుడు గారు మీ మామగారి కడుపు నొప్పి వస్తే పరీక్ష చేస్తున్నాను మా మామగారి కడుపు నొప్ప ఇంకెందుకు నేను వచ్చేసాను కదా ఆ సంతోషంలో తగ్గిపోతుంది ఎప్పుడు వచ్చావు ఇప్పుడే వచ్చాను మామగారు సంజీవుని ఎక్కడ లోపల ఉంది వెళ్ళు ఆగు కాళ్ళు కడుక్కుని మరీ వెళ్ళు కాళ్ళేంటి పళ్ళు కూడా కడుక్కుంటా టిఫిన్ చేయాలి కదా అమ్ము ఏంటిది ఇంత లావైపోయావు మన హోటల్కి నువ్వు ఒక్కడవే కస్టమర్వా పాత కష్టం కష్టం ఏంటమ్ము స్పష్టంగా చెప్పు ధృతరాష్ట్రుడి కోసం గాంధార్ ఏం చేసింది ఏం చేసింది వంద మందిని కంది ఇప్పుడు అంతమందిని కనమంటావా నా వల్ల కాదు బాబు <laughs> భర్తని ఎల్వి ప్రసాద్ ఐనిస్టుడికి తీసుకెళ్లినా కళ్ళు రావని తెలిసి తన కళ్ళకు కూడా గంతలు కట్టుకుంది అయితే నా సంజు కోసం తోడుగా నేను కష్టపడి ఏపుగా బజ్జబెంచేశా <laughs> నిజంగానా అమ్ము అమ్ము ఏంటిది సరదాగా జోక్ చేశాను ఏంటి కోపం వచ్చిందా అవును నాకు బెంగొచ్చింది అయ్యా వీరబ్బాయి మొన్ననే ఐఏఎస్ రాశాడండి మండపేట మండలంలో వీరిదే పెద్ద కుటుంబం మొరమండలంలో పెద్దాపురంలో గరగబర్ రోడ్లో బోలెడన్ని ఆశలు ఉన్నాయండి అమ్ము ఇక నా కోపం వస్తుంది గంట నుంచి స్నానానికి వెళ్ళకుండా ఏంటి ఇలా సతాయిస్తున్నావు ఇదిగో హోటల్ పెట్టిన దగ్గర నుంచి కాఫీ తాగితే దగ్గర స్నానం చేయట్లేదే కాఫీ పెట్టవా <laughs> రైడ్ గారు మీ అల్లుడు ఏం చేస్తుంటారు మా అల్లుడు హైదరాబాద్ లో ఫైవ్ స్టార్ హోటల్ నడుపుతున్నాడండి అక్కడికి అందరూ ఫారినర్స్ వస్తూ ఉంటారు పైగా వెయిటర్స్ అందరూ టైలు కట్టుకుని ఇంగ్లీష్ లో మాట్లాడతారు అదన్నమాట ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడండి అయితే పిలవండి మా అల్లుడు అల్లుడు అల్లుడు పాప మాంగారికి కూడా కడుపులో ఏదైనా పాడిస్తే బెటర్ పెద్ద శరీరం కదా ఉండు ఆయనకి ఏం కావాలో చూసి వస్తాను ఇడ్లీ వడ దోశ పునుకు గారి పెసర ఉప్మా ఊతప్పం చపాతి సెక్షన్ క్లోజ్ రావట్లా నేను వెళ్తా అమ్ము అవును ఈ స్వెటర్ వాడికి ఎలా తొడుగుతావు అంత అల్లేసాక మింగేస్తావా లోపల చలికాలంలో స్వెటర్లు వానాకాలంలో గొడుగులు వేసుకుని తిరుగుతాడు ఇలా అచ్చో సాంబోతులు తిని కూర్చోకపోతే పొలం వెళ్ళి పంచాయచ్చుగా మా బాబు చెప్పన్నాడు ఇవాళ దుక్కి దున్నుతున్నారు నేనేమైనా లేబర్ని అనుకుంటున్నారా లేకపోతే నీ బాబులాగా నిరక్షరాశున్నా మట్టి పేడ పిసకటానికి And can't you see? I am very busy. The rule of the road means the right way of conducting ourselves on certain matters so you can right self freedom. This is English, you know that. చాలా ఇంగ్లీష్ వచ్చు బా లేకపోతే నీ బాబులాగా పల్లెటూరు బయటను అనుకున్నావా ఇదే, మీ నాన్న ఇంత అన్ఎడ్యుకేటెడ్ ఫెయిల్ ఎలా పుట్టారా ఇండియాలో కాబట్టి ఇంత ఫ్రీగా తిరిగేస్తున్నాడు ఇదే అమెరికాలో అయితే జూలో పెట్టేవారు గుచ్చిపోయింది సక్సెస్ ఈరోజు టైం బాగుంది నేను సంజు మిక్స్డ్ డబ్బులు సాడతాం ఓకే ఆ. మళ్ళీ మొదటి నుంచి ఆడుకుందాం ఓకే ఇగో తొండి అట్టాలు కుదరవమ్మా రెండు విన్ పంట స్టేట్ మిక్స్ డబుల్స్ గవ్వల పోటీలో ఛాంపియన్స్ అమ్ము అండ్ సంజు ఇదే మీ షీల్డ్ అల్లుడు చూసావా మీసాల మామశ్రీ మోసాలు లేకుండా మేమే గెలిచాం నిన్ను మీ అమ్మాయి మంగళసూత్రం నీకు అసలు బుద్ధుందా పని పాట లేకుండా ఆడపిల్లలతో పైలా పచ్చి సాడుకుంటున్నావా సంజు ఆడుతుందని నువ్వు ఒకసారి లోపల అంటే అక్కడ నాకు పని ఏమి లేదనుకుంటున్నాడా ఏదో నీ మీద బెంగ వచ్చి చూడటానికి వచ్చాను తప్పితే చీటికి మాటికి మీ నాన్న తిడుతుంటే నేను తట్టుకోలేను మీ నాన్నకన్నా అక్కడ మా బాసు అంచగడ బెటరు సంవత్సరానికి ఒక్క రోజున ప్రేమగా చూస్తారు రే సునీలు ఏంటి బండి కట్టు సరే రే బండ రే బండం మీ చాకలోడి దగ్గర నా అండర్వేర్ ఉండిపోయింది నువ్వు వేసుకోక లూజ్ అయిపోతాయి ఏ సంజు నేను వెళ్ళొస్తాను ఈసారి మీ ఇంటికి ఎప్పుడు రాను ఇదిగో ఒకవేళ పిల్లాడు పుట్టినప్పుడే వచ్చినా కూడా బయట నుంచే పిల్లాడా సంజు అంటారు ఇద్దరు కలిసి వచ్చేయండి బాయ్ బాయ్ నవ్వుతూ ఉండు సంజు మళ్ళీ త్వరలోనే వచ్చేస్తాను నేను బాయ్ ముఖం ఎంతకలా పెట్టా ఇప్పుడే వచ్చేస్తాను రే బండోడా టిక్కెట్ క్యాన్సిల్ చేసాను నేను వెళ్ళట్లేదు పట్టుకోండి సంజు నీ ఆనందం కన్నా నాకు ఎక్కువే ఉంది చెప్పు ఓకే నా వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు నేను అలా పొలం వెళ్ళి పని చూసుకుని సాయంత్రం వచ్చేస్తానే ఎకరానికి అరవై దిగుబడా రాయుడు గారు ఎంతైనా వ్యవసాయం చేయాలంటే మీ తరవత రండి ఎవరైనా <laughs> అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు వ్యవసాయ రత్నాన్ని బిరుదిచ్చింది <laughs> వ్యవసాయం ఉందలేండి ఎవరైనా చేస్తారు ఇదిగో ఈ మొక్క చూసారా జపాన్ జొన్న జపాన్ నుంచి ఫ్లైట్ లో తెప్పించాను ఈ మొక్క విత్తనం ఖరీదెంతో తెలుసా అక్షరాల ఐదు వేల రూపాయలు ఈ మొక్క గనక మనం లార్జ్ స్కేల్లో పెంచితే మనకి డబ్బే డబ్బు పొలంలో ఉంటే పశువులు వేసేస్తాయని ఇక్కడ జాగ్రత్తగా పెంచుతున్నాను ఆరు నెలలు సాగితే ఇదిగో ఈ ఒక్క కంకి కాసింది <laughs> రెండు మూడు రోజుల్లో దీని విత్తనాలు పొలంలో వెయ్యాలి తాకో అది నా ప్రాణంతో సమానం నా సెంటు వాసన తగిలితేనే వాడిపోతుందని ఆరు నెలల నుంచి సెంటు కొట్టుకోవడం మానేశాను అమ్ము ప్లీజ్ అమ్ము రా భోంచద్దు గాని నేను రాను నువ్వు అలా అంటే నాకు ఎలా ఉంటుందో చెప్పు ప్లీజ్ అమ్ము రా ఏంటొచ్చేది మీ నాన్న తిట్లతో నా కడుపు నిండిపోయింది అయినా నేనేం చేసినా సరే ఆయనకి పడదు ఇదిగో మా నాన్నేమి ఊరికే తిట్టాడు తెలుసా నువ్వే ఏదో ఒకటి చేసుంటావు ఏం చేసావు ఏం చేశానా మీ నాన్నకి వ్యవసాయంలో సాయం చేశాను మంచిదేగా ఏం మంచి నాకే సాయం అక్కర్లేదు నువ్వు మాయమైపోవని పేలు పేల్చేస్తానని బెదిరించాడు కూడా అసలు నువ్వేం చేసావో చెప్పు ముందు ట్రాక్టర్ ఎక్కి పొలం దుక్కు దున్నాను దుక్కి దున్నావా అయితే అయితే ఏంటి ఒక్క మడి దుక్కేనో లేదో మీ నాన్న గావు కేకలు పెడుతూ గుండెలు బాదుకుంటూ వచ్చి ఆపేశాడు అదే ఎందుకు అంటున్నాను అది ఆకుమడంట <gasps> ఆకుమడా నువ్వు దున్నింది ఆకుమడా అవును నాకేం తెలుసు అయ్యే ఇత్తనాలని కలిపామనుకుని ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నదని ఒక అరెకరం దున్నేశాను అందుకే మీ నాన్నకు వచ్చిన నష్టం తీర్చేంత వరకు నేను ఏమీ తిన్ను ఇదే నా శపథం సంజు సంజు వెన్నెల రాత్రి ఓ వైపు మల్లె తీగ ఇంకోవైపు సన్నజాజి తీగ మధ్యలో ఈ మెరుపు తీగ మెరుపు తీగ నువ్వే నేనా <laughs> అంటే కొంచెం లావు మెరుపు తీగ అనుకో అమ్మో ఈ వెన్నెల రేయిలో యమునా తీరాన గోపెమ్మవై నువ్వే రాధమ్మవై నువ్వే గోరు వెన్నముద్దలు తినిపించాక నేనేమవుతాననుకున్నావు రావే రాధా రాణి రావే రాధ నీవే కృష్ణుడు నేనే రమ్యమైన శారద రాత్రి రాసనీల వేళయిదే రాసనీల వేళయిదే రాసనీల వేళయిదే రాసనీల వేళయిదే లేమావా నేను అమృతాన్ని నిజం నిజంగృష్ణుల్ని కాను చదువు రాని వాళ్ళకి మూఢభక్తి ఎక్కువ ఒరే రంగా ఆ తీసుకురా వీటి అమ్ము ఏమైంది నేను వెళ్ళను రే ది టికెట్ క్యాన్సిల్ చేసేయ్ మళ్ళీ క్యాన్సిలా ఏమైందమ్ము నేను వెళ్ళను వెళ్ళవా ఇప్పుడు నాన్న ఇక్కడ నేను చూసాడంటే ఇంకా కోపడతాడు అందుకే అంటే వినాయక చవితి దగ్గర పెట్టుకుని నీలాప నిందలు మోసుకుంటూ నేను అక్కడికి వెళ్ళలేనే ఇదిగో మీ నాన్నకి నా మీద దురభిప్రాయం ఉంది కదా అది పోగొట్టాక నేను వెళ్తాను ఆకలేస్తుంది కొంచెం అన్నం పెట్టవా పదా అసలు వాడు మనిషో పశువో నాకు అర్థం కావట్లేదయ్యా నేను ప్రాణప్రదంగా పెంచుకున్న మొక్కకి కంకి తెచ్చేస్తాడా ఇంకా నయం కంకి తెచ్చేసినా కాండం బతికే ఉంది కానీ మళ్ళీ ఇంకో ఆరు నెలలు వెయిట్ చేయాలి సర్లే నా తిప్పలేవో నేను పడతాను నువ్వు వెళ్ళు ఆ గల్ లోపల పెట్టు ఆగరా రామోయ్య రా ఇది తొందరగా ఎదగాలని యూరియా పురుగు పట్టకూడదని ఏంటి చీమల చుట్టుపక్కలకి రాకుండా గమాక్షణం ఈ మొక్క పెద్ద అయ్యాక మంచి సువాసనలు వెదజల్లాలని నా పర్సనల్ సెంటు మొత్తం కలిపి దీన్ని కొట్టేశాను ఇప్పటికైనా మెచ్చుకుంటావా ఇది ఇలా నల్లగా అయిందేంటా అని కంగారు పడుతున్నావా ఉదయం ముందు చీకటి లాంటిది అయిపోయింది ఏంటి తుఫాను ముందు ప్రశాంతత రేపొద్దున్న నువ్వెలాగూ వెళ్ళిపోతున్నావు ఈ లోపల ఏ తింగర్ పని చేయకుండా మామూలుగా ఉండు అసలు నన్ను అడిగితే ఈ గదిలోంచి బయటికే వెళ్ళకు నీది మరీ చేదస్తమే అయినా నేను నీతో ఉంటానికి వచ్చాను కానీ మీ నాన్నతో కాదు సర్లే ఏదో ఒకటి చెప్తావు గానీ లైట్ ఆపేసి పడుకో మగపిల్లాడు సార్ ఇలా ఈ వెళ్ళిపోతుందంటే నానా స్కూల్లో అందరినీ ఏప్రిల్ ఫుల్ చేసేసానుగా అన్నీ నా పోలికలే నానా పక్కనెవరు మంజు అని పియానా క్లాస్లో నా ఫ్రెండ్ మీకు చెప్పకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మమ్మల్ని క్షమించండి నువ్వు పియానా ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావురా నాన్న వీడిని మనోడు మంజు నన్ను వదిలి సెలిపోయింది వీడిని నీకు వదిలే సెలిపోతున్నాను వీడికి వాళ్ళ మేసాల ముత్తాత పోలుకొచ్చింది వాడి ఫేస్ అంటేనే నాకు నచ్చదు టింగ్ ఈ రోజుతో వీడి మేసం దొరికింది మిస్ అయింది రే ఆగరా ఏం తెగింది <laughs> <laughs> అమ్మో లే అవ్వా మనకు కొడుకు పుట్టి ఆడి పెద్దయ్య ఆడుకో కొడుకు పుట్టి ఆడ అచ్చం మీ నాన్నలా ఉంటే నువ్వు ఇంకా కడిపేసుకున్నావేంటి రాత్రి ఏమైనా తింగర్ కన్నావా సర్లేలే లేచి తొందరగా రెడీ అవ్వు నువ్వు వాళ్ళు ఊరు బయలుదేరాలి రాత్రి మంచం సందులోనూ వేలు నలగొట్టుకుని ఉంటావు అమ్ము ఇంటికి వెళ్ళిన తర్వాత టైంకి తింటూ ఉండే మర్చిపోకు మన హోటల్లో అంజనీ వంటలు నచ్చలేదనుకో వేరే హోటల్ నుంచి తెప్పించుకో ఏ నేను ఎక్కువగా బయట హోటల్లోనే తింటున్నాను కదా మంచి పని చేస్తున్నావు బౌద్ధ భిక్షు ఎదురొచ్చాడు ఇంకంతా శుభసూచకమే ఆశీర్వదించండి నాన్న నువ్వా సార్ వెళ్ళొస్తాను సంజు మళ్ళీ మన కళ్ళ పంట పుట్టాకనే వస్తానే అలాగే. బాయ్ బాయ్ ఆరోగ్యం జాగ్రత్త చూసి నడుస్తుండే బాయ్ మా నీ అబ్బా బండేది అది ఎలాగో క్యాన్సిల్ అంటావని ముందే పంపించేశా ఏమైనా అల్లుడు గారు ఊరెళ్ళాక అసలు సందడే లేదండి అవును నాన్న బాగుంటే భలే ఊసిపోయేది సొల్లు కబులు చెప్పేవాడు ఎంచక్క నానా నువ్వెప్పుడు మా ఆయన తిడుతూ ఉంటావు కదా కానీ మా ఆయనకి నువ్వంటే ఎంత అభిమానమో వచ్చిన రోజే నీకోసం ఈ గిఫ్ట్ తీసుకొచ్చాడు నేనే గదిలో పెట్టి ఇవ్వడం మర్చిపోయాను ఓపెన్ చెయ్యి ఏముందో చూద్దాం హాయ్ సంపంగి నూనె నిమ్మకాయలు లెటర్ లాగా ఉందే ప్రియమైన మామయ్య మీ గంభీరమైన మీసాల్ని రోజు ఈ సంపంగి నూనెతో మర్దనా చేసి ఈ రెండు నిమ్మకాయల్ని మీ మీసాలపైన చెరో వైపున నిలబెట్టాలి ప్రేమతో మీ అల్లుడు <laughs>